గుళ్ళో పోయొద్దాం దా మావా ఏడికి గుడికాడుగా పా గుడ్ మార్నింగ్ డ్యామ్ అయితే చూపిస్తాం కొద్ది కొద్దిగా వాటర్ ఫ్లో అవుతున్నాయి నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయినా శ్రీశైలంలో పెద్ద లింగం ఉంది శివలింగం శ్రీశైలంలో చేపలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఫిష్ ఫ్రై వావ్ పోలీసులు అయితే పట్టుకున్నారు మమ్మల్ని జర్రా అయితే కింద పడేటోళ్ళం ఇక పెట్రోల్ వేపియాలి ప్లస్ లొకేషన్ ఏంటంటే డ్యాము ఏం లేదు ఇక్కడ ఎక్కడమే నా పెట్రోల్ ఉన్న రెండు పాయింట్లు కూడా దిగుతుందేమో శ్రీశైలం నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయితే అయిపోయింది బుల్లర పోయి బస్ అయితే గుద్దేసింది బ్యాక్ సైడ్ ట్రాఫిక్ జామ్ కూడా మస్తు అయిపోయింది ఏంది మామ కార్లో పెట్రోల్ అయిపోయిందా దొప్పుకుంటూ పోతురు బాగా దొబ్బండి హే ఒకటి ఎండిపోయిన చేప తింటారా వా టేస్ట్ మస్తు ఉంది ఇది నేను ఆయన మన ఫ్రెండ్ ఇలా మనోళ్ళు ఆడ చేపలు చేపలు బాయ్ గూడైతే దాటి వచ్చేసిన ముందరికైతే వెళ్ళిపోయినాం అనమాట శ్రీశైలం జర్నీ అయితే అయిపోయింది ఇంటికి పోదాం చలో